కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం Yeah. Stand is attention. Stand is attention. Stand is attention. कृष्णा फुलकितया democracy. Women country. Women country. Unmay people. Unmay people. Replacement. Replacement. Divorce. Divorce. Inde. Inde. Delhi. Delhi. Ambassador. Ambassador. జన గణ మంగళ నాయక జయ భారత పాఠ్యం గా ఉండండి ఎవరు ఇంటర్వెల్ ఇంటర్వెల్కే బయటకు వెళ్ళాలి ఎవరు బయటకు వెళ్ళకూడదు ఓకే పీటీ సార్ మీరు కూడా ఎవరు బయటకు వెళ్ళనియద్దు పిల్లల్ని అందరు ఇంటర్వెల్కే బయటలోకి రావాలి యూనిఫామ్ లేని వాళ్ళు నిన్న మన స్కూల్కి రాని వాళ్ళు ఇక్కడనే ఉండాలి கண்டிக்காத கண்டிப்பா கண்டிப்பா కాబట్టి వాళ్ళకి టీచ్ కూడా మంచిగా చేయండి లాస్ట్ టైంలో ఎవరిని బయటికి పంపించకూడదు okay first and humbly put together. Poor కదా విలేజర్స్ అంటే పూర్ పీపుల్స్ ఉంటారు స్కాలర్షిప్ అప్లై చేస్తే స్కాలర్షిప్ రావట్లేదు అని వచ్చి కట్ చేద్దాం కొంచెం ఫుట్బాల్ అంటున్నాం వాళ్ళకు చెప్తా లేకపోతే మాట్లాడతాం ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పండి వచ్చింది తొలకరించింది తొలకరించింది అని కూడా పిలుస్తారు ఇవి అత్యధిక పోషక విలువలను కలిగి ఉంటాయి భారతదేశంలో పండించే ప్రధాన పంటలు ఏవి వరి పత్తి మిరప శనగ అసలుకి అసలు ఉందా